ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కర్కాటక రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల ఫలితాలు సాధించడానికి విశేషంగా కష్టపడతారు ప్రజల్లో కొన్ని కారణాల వల్ల కొన్ని మార్పులు చేర్పులు వచ్చినా మీ రాజకీయపరమైనటువంటి ఉనికి ఎలాంటి ముప్పు ఉండదు ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు పది విషయంలో కూడాను ధైర్యం అనేది ఏర్పడుతుంది కానీ శత్రువర్గాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి శక్తి మీకున్న పక్కన ఉన్నటువంటి అనుచర వర్గం మాత్రం అందుకు సిద్ధంగా లేరు వాళ్ళు వచ్చేప్పటికి మాటతోటి కాంప్రమైజ్ చేద్దాం మీ శత్రువుకి ఎలాంటి నష్టం లేకుండా చేయాలని వాళ్ళ ఆలోచన ఏదోట్ల పోయినా కానీ వాడు సేఫ్గా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు దానికి ఏమిటి కారణం అంటే మీరంతా సొమ్ము పెట్టినా మీరంతా పిలవగా చూసినా మీరైతే మంచి అవకాశాలు కల్పించినా మీ సామాజిక వర్గం వేరు మీ శత్రువు యొక్క సామాజిక వర్గం వేరు మీ పక్కన ఉన్న వాళ్ళంతా కూడాను మీ పక్కన ఉన్న వాళ్ళంతా కూడాను మీ శత్రువులకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అందుకని ఈత ఇక్కడ మేత ఇక్కడ అని ఒక సాగుతుంది కోడి శుభ్రంగా మన ఇంట్లో తిని పక్క వాళ్ళంటే గుడ్డు పెడుతుంది అదేవిధంగా మీరు నమ్ముకున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని చివరికి ప్రయోజనాలు కల్పించే పరిస్థితి వచ్చేప్పటికీ మీ శత్రువర్గాలు సహాయం చేస్తారు అయినా జాతకం బాగుంది భగవంతుడు మీ రాడు రాజకీయంగా విజయ పాత్ర మీదే ఎవ్వరూ ఆపలేరు ఇది ఖచ్చితంగా జరిగే విషయం ప్రతి గోడలో కూడాను మిమ్మల్ని మీరు జాగ్రత్తగా సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు వివాహ శుభకార్యాలు ఘనాధికారంగా చేయగలుగుతారు మర్యాదలు బాగున్నాయని పదార్థాలు బాగున్నాయని భోజనాలు బాగున్నాయని వధువులు బాగున్నారని అందరూ ప్రశంసిస్తారు ఒక సిస్టమేటిక్గా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించగలుగుతారు మెడికల్ సీట్లు అనుకూలమైన ఫలితాలు ఐఐటీలో అనుకూలమైన ఫలితాలు ఇంటర్మీడియట్ వరకు చేదు అనుభవాలు ఇలాంటివి సంప్రాప్తిస్తాయి ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని అనుసరించే వ్యక్తులు ఆరాధించే వ్యక్తులు ఉంటారు వాళ్ళని పట్టించుకోండి వాళ్ళని మీ పక్క తిప్పుకోండి మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కాదని మీరు వేరే వ్యక్తులు వెంట పట్టాం వాళ్ళేదో గొప్ప వాళ్ళేదో చెప్పి భావించడం సరిగేది కాదని చెప్పని నిర్ణయించుకుంటారు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అభిమానిద్దాం వాళ్ళతో కలిసి తిరుగుతాం టీవీ స్పిరిట్ తోటి వర్క్ని మన వాళ్ళతో కలిపి చేద్దాం అనే భావంలో ఉండిపోతారు అదే కోణంలో విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్లు లభించడం ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిచ్చే కూడాను మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించి అనుకూల ఫలితాలు సాధించి ఈ వారం చాలా దిగ్విజయ ఫలితాలు మనం సాధించాం అద్భుతమైన ఫలితాలు సాధించాం అనేటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది పునర్వాస సంబంధ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతిరోజు కూడాను లక్ష్మీతామరవతులతోటి అష్టములు కథలతోటి మహాలక్ష్మీదేవికి పూజా కార్యక్రమం చేయండి అదేవిధంగా మీ ఇష్టమైన దేవతకి సొమ్మగలి పసుపు జలాతో అభిషేకం చేయండి మానసికమైన సంతోషం కలుగుతుంది అద్భుతంగా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అదే కోణంలో సర్వదోష నివారణ సురంతో కానీ సురంతో కానీ రెండింటి కలిపి లేకపోతే ఐశ్వర్య రాగితో కానీ స్నానం చేయటం వల్ల అన్ని రకాల దరిద్రాలు పోతాయి రావుకేతులు స్థానాలు మారారు కాబట్టి ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది